పెదవుల కన్నా సేవించే చేతులు ఆ మాటను నమ్మే ఉద్యమమే మన జనసేన విజయవాడలో మంగళగిరి ఆఫీస్కి భవన నిర్మాణ కార్మికులు అందరూ వచ్చి వారి సమస్యలు విన్నవించుకుని దీని మీద మీరు ఒక అన్ని ప అన్ని పక్షాలతో కలిసి ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన కోరిన మేరకు భవన నిర్మాణ కార్మికులు మొత్తం కార్మిక సంఘాలు అందరూ కూడా ముఖ్యంగా వైజాగ్లో ఉన్న కార్మిక సంఘాలు కూడా ఒకసారి మీ మద్దతు ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భవన నిర్మాణ కార్మికుల కోసం తలపెట్టిన లాంగ్ మార్చ్ జయప్రదం చేయడానికి అన్ని జిల్లాల నుంచి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి ఆడపడుచులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని ముప్పై లక్షల మంది పైచులకు వారందరికీ కూడా వారి సమస్యను మీరు నాకంటే ఎక్కువ అర్థం చేసుకోగలరు ట్రేడ్ యూనియనిస్టులుగా ట్రేడ్ యూనియన్ నాయకులుగా అందుకని మనస్ఫూర్తిగా మీ అందరి మద్దతు తెలపాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు మీ సహాయ సహకారాలు మీ సంఘీభావం ప్రకటించవలసిందిగా వారి బాధల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వారి సమస్యలకి ఆలంబనంగా ఉండేలాగా చర్యలుగా గైకొనాలని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం మీ అందరి మద్దతు సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం